నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వచ్చే నెల నుంచి జగన్ జిల్లాల పర్యటనలు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకోవడమే లక్ష్యం అక్టోబర్ పదిహేను నుంచి రైతు భరోసా జగన్ తీరుతో ఏపీలో అభివృద్ది కుంటుపడుతుందన్న చంద్రబాబు తెలంగాణతో కలిసి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడంపై అభ్యంతరాలు రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం ఖర్చులు పెరుగుతాయన్న అథారిటీ పునరాలోచించాలని సూచన బీఆర్కే భవన్ నుంచి తెలంగాణ సచివాలయ కార్యకలాపాలు జపాన్ ప్రతినిధులతో ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ భేటీ నిండు కుండలను తలపిస్తున్న కృష్ణా ప్రాజెక్టులు పదేళ్ల తర్వాత అన్ని జలాశయాల గేట్లు ఎత్తివేత ముంపు భయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద గుప్పిట నుంచి బయటపడుతున్న కేరళ కర్ణాటక మహారాష్ట్ర నష్టాలు అంచనా వేస్తున్న ప్రభుత్వాలు సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి కశ్మీర్లో ఆంక్షలపై సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట ఎత్తివేతపై ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలన్న అత్యున్నత న్యాయస్థానం వరుసగా తొమ్మిదో నెలలో క్షీణించిన వాహన విక్రయాలు స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ఒక్కరోజే ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ వచ్చే నెల నుంచి జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకోనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు ఈ నెల పదిహేనున అమెరికాకు వెళ్లనున్న ఆయన తిరిగి వచ్చిన తర్వాత జిల్లాల పర్యటన ఖరారు చేయనున్నారు మరోవైపు అక్టోబర్ పదిహేనున చేపట్టే రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు స్పందన కార్యక్రమంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగన్ వెల్లడించారు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల నుంచి తానే స్వయంగా ప్రజలను కలవనున్నట్లు తెలిపారు ఈ మేరకు వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకునేందుకు సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ చెప్పారు వచ్చే ఏడాది ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీకి అంతా సిద్దం చేయాలన్న సీఎం ఇందుకు గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలని సూచించారు స్పందన కింద జులై ముప్పై ఒకటి నాటికి లక్షా ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు వినతులు రాగా వాటిని వేగంగానే పరిష్కరిస్తున్నారని జగన్ అధికారులను అభినందించారు ఇసుక కొరతపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని ఈ సమస్యను నిర్మాణాత్మకంగా పరిష్కరించాలని సూచించారు ఇసుక సరఫరాలో అవినీతి లేకుండా చూడాలన్నారు ప్రస్తుతం ఉన్న అరవై ఐదు రీచ్ల నుంచి సరిపడా ఇసుకను ఇవ్వలేమన్న ముఖ్యమంత్రి కనీసం రెండు వందల రీచ్లు గుర్తించాలని చెప్పారు ప్రతి ఇసుక రీచ్లో సెప్టెంబర్ ఐదు నాటికి వే బ్రిడ్జిలు వీడియో కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ఎండీసీ సిద్దమవుతోందని ఈలోపు ప్రతి రీచ్లో డంప్ యార్డు పెట్టాలని సీఎం తెలిపారు పర్మిట్ విధానంలో కాస్త మార్పులు చేయాలన్న ఆయన ఎక్కడికక్కడే అనుమతులు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సంబంధిత మంత్రులకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గ్రామ వాలంటీర్ల నియామకాన్ని ఒక రికార్డుగా అభివర్ణించిన సీఎం నలభై రోజుల వ్యవధిలో కేవలం రెండు పాయింట్ ఐదు లక్షల మందిని నియమించామని తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ఉద్యోగాలకు ఇరవై రెండు లక్షల మంది దరఖాస్తు చేశారని పరీక్ష రాసే వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆగస్టు పదిహేనున విజయవాడ గుంటూరులో ప్రారంభిస్తామని తెలిపారు వాలంటీర్లు చేయాల్సిన పనులపై షెడ్యూల్ రూపొందించామని ఆగస్టు పదహారు ఇరవై మూడు మధ్య వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారని సీఎం వివరించారు గ్రామ వాలంటీర్లు సెప్టెంబర్ ఒకటి నుంచి పది మధ్య బియ్యం పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తారని చెప్పారు పైలట్ ప్రాజెక్టు కింద ప్యాకేజ్ బియ్యం పంపిణీని శ్రీకాకుళంలో ప్రారంభిస్తామని తరువాత మిగిలిన జిల్లాలకు విస్తరిస్తామని జగన్ తెలిపారు సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రైతు భరోసా లబ్దిదారులను వాలంటీర్లు గుర్తిస్తారని చెప్పారు త్వరలోనే రజకులు మత్స్యకారులు ఆటో డ్రైవర్లు టైలర్లకు నాయి బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలకు అర్హులైన వారిని వాలంటీర్లు గుర్తించే కార్యక్రమం చేపడతామని సీఎం వివరించారు అక్టోబర్ పదిహేనున నిర్వహించే రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్టు వెల్లడించిన జగన్ ఈ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు మరోవైపు గ్రామ సచివాలయమే కౌలు రైతులకు కార్డులు ఇస్తుందన్న సీఎం కౌలు రైతులకు కార్డులు అందగానే వాళ్లు రైతు భరోసాకు అర్హులవుతారని తెలిపారు ఈ ఒక్కసారి మాత్రమే రైతు భరోసా రబీకి ఇస్తున్నట్టు చెప్పిన జగన్ వచ్చే ఏడాది నుంచి మే నెలలో ఖరీఫ్ పంటకు ఇస్తామన్నారు కృష్ణానదిలో ప్రవాహం భగవంతుని దయవల్లేనని చెప్పిన జగన్ అన్ని రిజర్వాయర్లు నింపుకునే విధంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు కృష్ణా పరివాహక ముంపు ప్రాంతాల్లో ముందస్తు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యామ్నాయ పంట ప్రణాళిక సిద్దం చేసుకోవాలని జగన్ సూచించారు అనంతరం పరిశ్రమలపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు డెబ్బై శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభించాలని స్పష్టం చేశారు యువతలో నైపుణ్యాభివృద్ది కోసం అవసరమైన కేంద్రాల ఏర్పాటుకు ఇరవై ఇంజనీరింగ్ కళాశాలల్ని గుర్తించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు పోర్టులు విమానాశ్రయాలు మెట్రో రైల్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలని ఈ ప్రాజెక్టుల వ్యయం తగ్గించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో కొత్త నినాదం తేవాలన్న సీఎం పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ముందు వాటితో ఎలాంటి కాలుష్యం వస్తుందనేది గుర్తించాలని ఆదేశించారు పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు రెండు కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ర్యాంకులు ఎలా వచ్చాయని జగన్ ప్రశ్నించారు ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలను ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఎలా అడుగుతామని ప్రశ్నించారు త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపిన సీఎం చౌకైన జల రవాణా మార్గంగా బకి బకింగ్హమ్ కాలువను వినియోగంలోకి తేవాలన్నారు జిల్లాల వారీ పండే పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు మ్యాపింగ్ చేయాలని కడప స్టీల్ ప్లాంట్పై దృష్టి పెట్టాలని సూచించారు ప్రజా స్వేచ్ఛను హరించేలా వైకాపా సర్కార్ వ్యవహరిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయం కారాదన్న చంద్రబాబు స్వార్థ రాజకీయ లబ్ది కోసం రాష్ట ప్రయోజనాలను దెబ్బతీయొద్దని తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైకాపా సర్కార్కు హితవు పలికారు ఇదే సమయంలో పార్టీలో యువ రక్తాన్ని నింపి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు జీవితంలో తానెప్పుడూ ఓటమిని అంగీకరించనని తిరిగి విజయం సాధించి తీరుతానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన ఓటమికి అధైర్యపడి కూర్చోవద్దని సంక్షోభాలను దాటుకుంటూ ముందుకు పోవాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు గోదావరి నీటిని తెలంగాణ భూభాగంలోకి తీసుకెళ్లి అక్కడి నుంచి శ్రీశైలానికి తీసుకువస్తామనడాన్ని తప్పుపట్టారు ఈ రోజు తెలంగాణ భూభాగంలో నీళ్లు తీసేపై గోదావరి శ్రీశైలానికి లింక్ చేస్తా ఉంటున్నారు నాగార్ సాగర్ గాని శ్రీశైలం గాని రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇవి వాళ్ళ నీళ్లు తీసుకోవచ్చు వాళ్ళు వేసుకోవచ్చు మన నీళ్లు మనం తీసి పెట్టచ్చు ఎవరి నీళ్లు వాళ్ళు కావాలంటే రిజర్వాయర్ నుంచి వాడుకోవచ్చు కానీ అట్లా కాకుండా మళ్ళా తెలంగాణలో ఉండే ఆ భూమి మీద మనం పోయినప్పుడు రేపు ఇబ్బందులు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాను రెడ్డి నాలుగు టీఎంసీ నీళ్లు ఆ నాలుగు వందల యాభై కిలోమీటర్లు పక్కన నీళ్లు పోతా ఉంటే ఆ పొలాలు పారకుండా నీళ్లు పంపించే పరిస్థితిలో ఉండరు ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుని మేము చేసేస్తామనే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖ్యం కాదు ప్రజాభిప్రాయం చాలా ముఖ్యం వైకప్ప సర్కార్ వచ్చిన తర్వాత అభివృద్ది కార్యక్రమాలన్నీ ఆగిపోయాయన్న చంద్రబాబు ఉచిత ఇసుకను అమలు చేస్తే విమర్శలు చేసిన వారు నేడు అధిక ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చేపట్టిన అమరావతి నిర్మాణాన్ని ఆపినందున హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు వైకాపా సర్కార్ సరిగ్గా పనిచేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని భావించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం విధ్వంసకరంగా పనిచేస్తోందని మండిపడ్డారు ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగు వందల అరవై తొమ్మిది దాడులు జరిగాయి అందులో హత్యలు ఏడు జరిగాయి భౌతిక దాడులు నూట డెబ్బై రెండు జరిగాయి వేధింపులు డెబ్బై ఐదు జరిగాయి అక్రమ కేసులు ముప్పై రెండు పెట్టారు ఇక పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన సహకరించిన ప్రజల పైన దాడులు జరగడానికి వీలు లేదు పోలీసులకు చెప్తున్నా గవర్నమెంట్ హెచ్చరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల పంచాయతీ చేయాలంటే అది రాష్ట్రంలో జరగదు జరగనీయం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం పార్టీ అనుబంధ సంఘాల బలోపేతం సహా యువతను ప్రోత్సహించే విషయంలో నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ యొక్క పార్టీలో యువ రక్తాన్ని కూడా ముందుకు తీసుకురావాలి ఫ్రెష్నెస్ కూడా ఉండాలి యంగ్స్టర్స్ కూడా రావాలి ఎక్కడికక్కడ నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ విధిగా యూత్ ను మనం కానీ ప్రమోట్ చేయగలిగితే పార్టీకి లాంగ్విటీ ఉంటుంది రాబోయే భవిష్యత్ తరాల భవిష్యత్తు కూడా నాంది పలుకుతుంది తెలంగాణ సచివాలయ కార్యకలాపాలు బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి ప్రారంభమయ్యాయి కార్యాలయాల తరలింపు పూర్తయిన కార్యదర్శులు అక్కడి నుంచే తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ ఉదయం బీఆర్కే భవన్ కు వచ్చి తన ను పరిశీలించారు కాసేపు అక్కడే ఉండి లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి అదర్ సిన్హా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారి తదితరులు బీఆర్కే లోని తమ ఛాంబర్లకు వచ్చారు పేషీలు ఇంకా పూర్తి స్థాయిలో తరలించనందున ఉద్యోగులు కొంతమంది సచివాలయం పాత భవనం నుంచే పనిచేయనున్నారు జపాన్ ప్రతినిధులతో ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ సచివాలయంలో భేటీ అయ్యారు మరోవైపు బీఆర్కే భవన్లో మరమ్మతులు తరలింపు ప్రక్రియలు కొనసాగుతున్నాయి అటు బీఆర్కే భవన్ వద్ద వాహనాల రద్దీ పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించిన పోలీసులు సచివాలయ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో జరిగితే ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు ఎల్లుండి నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం గోల్కొండ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు ఈ ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి డీజీపీ మహేందర్ రెడ్డి ఏర్పాట్లకు సంబంధించి పలువురు అధికారులకు సూచనలు చేశారు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన సీఎస్ సీసీ కెమెరాలను భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో ప్రతి అంగుళాన్ని పోలీసులు తనిఖీ చేశారు మరోవైపు ఈ వేడుకలకు సంబంధించిన కవాతును పోలీసులు రిహార్సల్స్ చేశారు మరోవైపు గోల్కొండకోట ప్రధాన గేటు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఆవిష్కరించే తారామతి మసీదు వరకు గోడలను విద్యుత్ దీపాలతో అలంకరించారు తెలంగాణలోని జలాశయాలు చెరువులు ఇతర నీటి వనరుల్లో ఉచిత చేపపిల్లల పంపిణీకి రంగం సిద్దమైంది ఈ నెల పదహారు నుంచి చేపపిల్లల పంపిణీ జరుగుతుందని తెలంగాణ పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో చేపపిల్లల్ని విడుదల చేయడం ద్వారా పంపిణీని ప్రారంభిస్తామని తెలిపారు ఈ ఏడాది ఇరవై నీటి వనరుల్లో ఎనభై కోట్ల చేపపిల్లలు ఐదు కోట్ల రొయ్య పిల్లల్ని వదలనున్నట్లు ఓ ప్రకటనలో తలసాని వివరించారు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే కోటి చేపపిల్లలు ఇరవై లక్షల లక్షల రొయ్య పిల్లలు వదలనున్నట్లు వెల్లడించారు అదే రోజు అన్ని నీటి వనరుల్లో చేప పిల్లలు వదిలే విధంగా కలెక్టర్లకు లేఖలు రాసినట్టు మంత్రి కార్యాలయం తెలిపింది పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రివర్స్ టెండరింగ్ కు వెళితే నిర్మాణంలో జాప్యమే కాకుండా వ్యయాలు కూడా పెరుగుతాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది ఈ ఖర్చు ఎంత పెరుగుతుందనే అంశంపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన అత్యవసర సమావేశం తర్వాత అథారిటీ సీఈఓ ఆర్కే జైన్ తెలిపారు కృష్ణా గోదావరి భవన్లో ఐదు గంటలు జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనులు ఇతర అంశాలపై అథారిటీ అధికారులు సమీక్షించారు ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు కేంద్ర జలవనరుల కమిషన్ ప్రతినిధులు హాజరయ్యారు ఈ భేటీలో పోలవరంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఏపీ నీటిపారుదల శాఖ అధికారులను కోరిన అథారిటీ ఆర్ఎండ్ఆర్ అమలుకు ముప్పై రెండు వేల కోట్లు అవసరమవుతాయని గుర్తు చేసింది పోలవరం గుత్తేదారు పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన అథారిటీ టెండర్ల రద్దుతో నిర్మాణం ఆలస్యమవుతుందని తెలిపింది అయితే ఇది పూర్తిగా రాష్ట ప్రభుత్వ పరిధిలో అంశమని చెప్పిన అథారిటీ సీఈఓ ఆర్కే జైన్ ఆర్థిక సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యే మార్గాన్ని ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు మరోవైపు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అమలుపై అథారిటీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు పోలవరం ఆర్ఎండ్ఆర్ ప్రత్యేక అధికారి రేఖారాణి వెల్లడించారు some increase in the cost also. Although it is difficult to assess uh, how much uh, increase will be there in the cost, it is difficult to assess now because it will be known only after uh, retendering process is done and uh, after receiving the response of the tender. Certainly, we are sure that there will be some increase. So we have uh, advised the state government officials to look, look into these aspects before taking a final decision in this regard. So our advice is not to go for it unless there is some compelling reasons for that R and R అనేది ఇప్పుడు మొదలైంది నెక్స్ట్ మంత్ uh, నుంచి కొన్ని కొన్ని కాలనీస్ కంప్లీట్ అవుతున్నాయి సీజన్ డిలే అయింది కాబట్టి కొన్ని ఫ్లడ్స్ దేవీపట్నం వైపు ఏవైతే కొన్ని విలేజెస్ ఉన్నాయో అది ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ సీజన్లో they will be shifted in better terrain అంటే బోట్లో వెళ్లకుండా మంచి రోడ్ ఉన్న చోట ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి రీహాబిటేషన్ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ అనుమతి లేని ఎత్తిపోతల పథకాలను ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది గోదావరి పెన్నా పురుషోత్తపట్నం పట్టిసీమ చింతలపూడి ఎత్తిపోతల పనులను నిలిపివేయాలని తీర్పు చెప్పింది అనుమతి లేకుండా గోదావరిపై భారీ ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని వట్టి వసంతకుమార్ త్రినాథ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఎన్జీటీ ఈ మేరకు తీర్పు వెలువరించింది ఈ పిటిషన్లపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర పర్యావరణ శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్జీటీ ఈ తీర్పు వెలువరించింది పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతే ఆయా పథకాలను చేపట్టాలని ఎన్జీటీ స్పష్టం చేసింది వరుణుడి బీభత్సానికి అతలాకుతలమైన కేరళ మహారాష్ట కర్ణాటక గుజరాత్ రాష్ట్రాల్లో వరదలు తగ్గుముఖం పడుతున్నాయి వరదల కారణంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మంది ప్రాణాలు కోల్పోయారు వారం రోజుల అనంతరం వర్షాలు తగ్గిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలపై దృష్టి సారించాయి అయితే ప్రకృతి ప్రకోపానికి బలైన దేవభూమి కేరళలో బుధవారం మరోసారి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి వారం రోజుల పాటు సాగిన వర్ష బీభత్సం అనంతరం వరుణుడి శాంతించడంతో వరద ప్రభావిత రాష్ట్రాలు సహాయక చర్యలపై దృష్టి సారించాయి ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తొంభై ఒకటికి చేరింది మరో నలభై మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై రెండు వేల మంది ప్రజలు ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు ఎర్నాకులం త్రిశూరు కోజికోట్ వైనాడ్ మలప్పురం జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు హజరత్ నిజాముద్దీన్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రద్దు చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉత్తర జిల్లాలైన మలప్పురం కోజికోట్ జిల్లాల్లో రేపు ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షం కురుస్తుందన్న ఐఎండీ హెచ్చరికలతో అలప్పుజ ఎర్నాకుళం ఇడుక్కి జిల్లాల్లో కేరళ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది కొల్లాం పతనంతిట్ట కొట్టాయం పాలక్కడ్ త్రిశూర్ మలప్పురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కర్ణాటకలో మృతుల సంఖ్య నలభై ఎనిమిదికి చేరగా మరో పదహారు మంది గల్లంతయ్యారు పదిహేడు జిల్లాల్లోని ఎనభై తాలూకాలను వరదలు ముంచెత్తగా ఆరు లక్షల డెబ్బై ఏడు వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదల కారణంగా నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదిహేను ఇళ్లు దెబ్బతినగా నాలుగు లక్షల ముప్పై వేల హెక్టార్లలో పంట నష్టం సంభవించినట్లు ప్రభుత్వం ప్రకటించింది వరదలతో తీవ్రంగా నష్టపోయిన శివమొగ్గ జిల్లాలో పర్యటించిన సీఎం యడియూరప్ప యాభై వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రకటించారు తక్షణ సాయంగా మూడు వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు ఈ నెల పదహారున ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వరద నష్టంపై వివరించనున్నట్లు చెప్పారు విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి తమను కాపాడిన సహాయక బృందాలకు చిక్మగళూరులోని ముదిగెరలో గ్రామస్తులు జవాన్లకు రాఖీలు కట్టారు భారీ వర్షాల కారణంగా బెళగావి జిల్లాలోని మువనవళ్లి గ్రామంలో ఉన్న సిండికేట్ బ్యాంకులోకి వరద నీరు ముంచెత్తి కీలక పత్రాలు కరెన్సీ నోట్లు దెబ్బతిన్నాయి మహారాష్ట్రలో మృతుల సంఖ్య నలభై మూడుకు చేరగా వరద ప్రభావానికి గురైన సాంగ్లీ కొల్హాపూర్ సతారా పూణే సోలాపూర్ జిల్లాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఇంకా ఐదు వందల ఎనభై నాలుగు గ్రామాల్లోని దాదాపు ఐదు లక్షల మంది ఐదు వందల తొంభై ఆరు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు పునరావాస చర్యల కోసం ఒక నెల తమ జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గం ప్రకటించింది తక్షణ సాయంగా ఆరు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలు అందించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఫడ్నవీస్ వెల్లడించారు పునరావాస చర్యలపై సూచనలు చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు పశ్చిమ తీరంలో కాస్త శాంతించిన వరుణుడు ఇప్పుడు తూర్పు తీరంపై ప్రభావాన్ని చూపుతున్నాడు రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఒడిశాలో వరదలు పోటెత్తాయి వాగులు వంకలు నదులు హోరెత్తుతుండగా అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి బొలంగీర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది ద్విచక్ర వాహనాలు కార్లు వర్షపు నీటిలో మునిగిపోయాయి చాలా ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు కొన్ని చోట్ల రోడ్లు కలవట్టులపై నుంచి ప్రమాదకర స్థాయిలో వర్షపు నీరు ప్రవహిస్తుండగా ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి బొలంగీర్ జిల్లా జిల్లాలో హరిశంకర్ జలపాతానికి వస్తున్న వరద హరిశంకర్ ఆలయాన్ని ముంచెత్తింది ఒడిశాలో వర్షపు నీటిని దృష్టిలో పెట్టుకుని పలు రైళ్లను నిలిపివేశారు సంబల్పూర్ టిట్లగడ్డ మార్గంలో పలుచోట్ల వరద రైలు పట్టాలను ముంచెత్తగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు కర్ణాటక మహారాష్ట నుంచి వరద కొనసాగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఆల్మటి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఈ పరిస్థితుల్లో పులిచింతల ప్రకాశం బ్యారేజీలకు దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది కృష్ణానదిపై ఉన్న మొట్టమొదటి భారీ ప్రాజెక్ట్ ఆల్మట్టి నిల్వ సామర్థ్యం నూట ఇరవై తొమ్మిది టీఎంసీలకు నూట పది టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ ఐదు పాయింట్ ఏడు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన నారాయణపూర్ కు విడుదల చేస్తున్నారు మొత్తం ముప్పై ఏడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న నారాయణపూర్ లో ఇరవై ఏడు టీఎంసీల నీటి నిల్వను కొనసాగిస్తూ ఐదు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరదను తెలంగాణలోని జూరాలకు వదులుతున్నారు తొమ్మిది పాయింట్ ఆరు ఆరు టీఎంసీల ఉన్న జూరాల ప్రాజెక్టులో ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ చేస్తూ ఏడు పాయింట్ మూడు లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు జూరాల నుంచి వచ్చే నీరు సహా తుంగభద్ర నుంచి వస్తున్న వరద కలుపుకుని శ్రీశైలం ప్రాజెక్టుకు ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది వంద టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగభద్రకు లక్ష యాభై వేలకు పైగా క్యూసెక్కుల వరద చేరుతుంటే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది టీఎంసీల నిల్వ నిర్వహిస్తూ లక్షా పదిహేను వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలు కాగా నూట ఎనభై ఐదు టీఎంసీల నిల్వను కొనసాగుతున్నారు కొనసాగిస్తూ ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ఎడమ కుడిగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా అరవై ఎనిమిది వేల క్యూసెక్కులు పది గేట్లు ఎత్తి ఏడు పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు హంద్రీనీవాకు ఒక వెయ్యి మూడు వందల యాభై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఇరవై ఎనిమిది వేలు ముచ్చుమరి నుంచి కేసీ కెనాలకు ఏడు వందల ముప్పై ఐదు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం శ్రీశైలం నుంచి సాగర్ కు ఎనిమిది పాయింట్ ఒక లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా ఇరవై ఆరు గేట్లు ఎత్తి ఐదు పాయింట్ మూడు లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ రెండు వందల అరవై తొమ్మిది టీఎంసీలు దాటింది సాగర్ నుంచి పులిచింతలకు ఏడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల క్యూసెక్ల వరద చేరుతుండగా నాలుగు పాయింట్ రెండు లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ కు వదులుతున్నారు నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పులిచింతల ప్రాజెక్టులో ఇరవై మూడు పాయింట్ రెండు టీఎంసీల నిల్వ కొనసాగిస్తున్నారు కృష్ణానదికి వరద పోటెత్తినందున గుంటూరు జిల్లాలోని మాచవరం బెల్లంకొండ దాచేపల్లి మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముత్యాల వేదాద్రి రావిరాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు అటు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ తో కర్నూలులోని జోహరాపురం వన్ టౌన్ ప్రాంతంలోకి నీరు ప్రవేశించి రాకపోకలు నిలిచిపోయాయి లక్ష్మీ గార్డెన్స్ లోని కొన్ని ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేశారు ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఉద్యోగాల పరీక్షలను సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరు రోజులు నిర్వహించనున్నట్లు ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు గ్రామ సచివాలయంలోని అన్ని ఉద్యోగాలకు కలిపి ఇరవై లక్షల డెబ్బై వేల దరఖాస్తులు వచ్చాయన్న ఆయన కేటగిరీ వన్లోని ఉద్యోగాలకు అభ్యర్థులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు చెప్పారు పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తామని తెలిపారు ఈ నెల ఇరవై నుంచి ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని గిరిజాశంకర్ చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు విభజన తర్వాత జమ్మూ లో విధించిన ఆంక్షలు సడలించే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వేచి చూస్తామని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది జమ్మూ లో ఆంక్షలు సడలించాలంటూ తెహసీన్ పూనవాలా వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం అటార్నీ జనరల్ వేణుగోపాల్ నుంచి అక్కడి పరిస్థితులు తెలుసుకుంది జమ్మూ లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి కేంద్రం చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు తెలిపిన కేకే వేణుగోపాల్ రోజురోజుకు పరిస్థితి మెరుగవుతోందని వివరించారు ఈ వాదన విన్న కోర్టు కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడే వరకు కేంద్రానికి గడువు ఇద్దామని తెలిపింది తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది మరోవైపు స్వాతంత్ర దినోత్సవ కసరత్తులు పూర్తయిన తర్వాత కశ్మీర్లో ఆంక్షలను సడలిస్తామని జమ్మూ కశ్మీర్ ముఖ్య కార్యదర్శి రోహిత్ కన్సాల్ స్పష్టం చేశారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆంక్షలను సడలించామన్న ఆయన లదాఖ్ జమ్మూ కశ్మీర్లో ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉందని చెప్పారు అటు శ్రీనగర్లోని షేర్ ఈ కశ్మీర్ మైదానంలో పోలీసు బలగాలు పరేడ్ సన్నాహాలు ముమ్మరం చేశాయి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చలు జరిపింది జమ్మూ కాశ్మీర్ పునర్విభజనకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘానికి అధికారికంగా ఇంకా లేఖ రాయలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు చట్ట ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్థానాల సంఖ్యను నూట నుంచి నూట పద్నాలుగుకు పెంచాల్సి ఉందని ఈ మేరకు అనధికారిక చర్చలు జరిపినట్లు ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సిక్కింలలో అసెంబ్లీ సీట్ల పెంపుపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది దేశీయంగా ప్రయాణికుల వాహన విక్రయాలు వరుసగా తొమ్మిదో నెలలోనూ పడిపోయాయి జులైలో ప్రయాణికుల వాహనాల విక్రయాలు ముప్పై పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం పడిపోయినట్లు భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య సియాం ప్రకటించింది జులైలో రెండు లక్షల ఏడు వందల తొంభై యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయన్న సియాం గతేడాది ఇదే నెలలో రెండు లక్షల తొంభై వేల యూనిట్లు అమ్ముడైనట్లు గుర్తు చేసింది కార్ల విక్రయాలు ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు తగ్గాయన్న సియాం ద్విచక్ర వాహన అమ్మకాలు పదహారు పాయింట్ ఎనిమిది రెండు శాతం పడిపోయినట్లు పేర్కొంది వాణిజ్య వాహనాల అమ్మకాలు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఒకటి శాతం తగ్గినట్లు వివరించింది జూలై నెలలో అన్ని కేటగిరీల వాహనాల విక్రయాల్లోనూ పద్దెనిమిది పాయింట్ ఏడు ఒకటి శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది దేశీయంగా వాహన విక్రయాలు వరుసగా తొమ్మిదో నెలలోనూ భారీగా క్షీణించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి సెన్సెక్స్ ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్లు నష్టపోయింది క్రితం ముగింపు కంటే నూట డెబ్బై మూడు పాయింట్లు ఎగువన ఈ ఉదయం ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై ఐదు పాయింట్ల వద్ద ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచి ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు అంతర్జాతీయ పరిణామాలు సహా దేశీయంగా జులైలో వాహనాల అమ్మకాల్లో క్షీణత మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీయగా తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచి ఒక దశలో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది చివరకు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచి నిఫ్టీ నూట ఎనభై నాలుగు పాయింట్ల నష్టంతో పదివేల తొమ్మిది వందల ఇరవై ఆరు పాయింట్ల వద్ద ముగిసింది ఇటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం